హలోయ దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం యాకబు పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనం ఒకసారి చదువుదాం అటువాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును చాలు మనకందరికీ బాగా సుపరిచితమైనటువంటి వాక్య భాగము గడిచిన కొన్ని దినాలుగా మరి శనివారాలు మరి యాకో పత్రికల నుంచి పాస్టర్ గారు కూడా మన మనం ఇక్కడ మందిరంలో ధ్యానిస్తూ ఉన్నాం మరి ఇక్కడ చాలా శ్రేష్టమైనటువంటి మాటని యాకోబు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు మొదటగా అంటాడు అనేక విషయములలో మనం అందరం ఏం చేస్తున్నామంట తప్పిపోచున్నాము అంటే దాని అర్థం ఏంటంటే వి ఆల్ ఆర్ ఇంపర్ఫెక్ట్ మనం ఎవరము పరిపూర్ణలము కాదు మనం ఎవరము పర్ఫెక్ట్ కాదు గడిచిన కొన్ని వారాలుగా పరిపూర్ణత అనే అంశాన్ని బేస్ చేసుకొని మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం దేవుడు పరిపూర్ణుడు కనుక మనం కూడా ఎలాగ ఉండాలి పరిపూర్ణులై ఉండాలి యేసుప్రభు వారు పరిపూర్ణుడై ఉన్నాడు ఆయన మన ముందు మనకు ఆధారముగా మాదిరిగా ఎలా విధంగా పరిపూర్ణుడుగా జీవించి చూపించాడో అదే విధంగా మనం ఆయనను వెంబడించి మనము కూడా అదే పరిపూర్ణత కొలమానంలో జీవించవలసిన వారమై ఉన్నాం అనేది మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం అయితే ప్రేమలో యేసు ప్రభు ఏ విధంగా ప్రేమలో పరిపూర్ణుడో మనం కూడా ఆ విధంగా ప్రేమలో పరిపూర్ణులమై ఉండాలి రెండవదిగా ఆయన మంచి కార్యాలు చేయటంలో ఏ విధంగా పరిపూర్ణులో మనం కూడా మంచి కార్యాలు చేయటంలో ఆ విధంగా పరిపూర్ణులై ఉండాలి మూడవదిగా యేసు ప్రభు వారు విధేయత చూపుడులో ఏ విధంగా పరిపూర్ణుడో మనం కూడా విధేయత చూపులో అదే విధంగా ఎలా ఉండాలి పరిపూర్ణులమై ఉండాలి అని గడిచిన కొన్ని వారాలుగా మనం చూసుకుంటున్నాం ఇప్పటి వేళ ఇక్కడ యాకోబు మనకు నేర్పిస్తున్నాడు మనమందరము అనేక విషయాల్లో తప్పిపోచున్నాం అంటే వి ఆల్ ఆర్ ఇంపర్ఫెక్ట్ మనం ఎవరము పరిపూర్ణలం కాదు మరి లోకంలో పరిపూర్ణులైనటువంటి వాడు ఎవడంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే ఆయన ఒక్కడే పరిపూర్ణుడు అయితే ఆయన నమ్మిన వారు ఆయన ఆశపడేది ఏంటంటే తండ్రి ఏంటంటే దేవుడు ఆశపడేది ఏంటంటే ఆయనను ఎవరైతే నమ్ముతున్నారో ఆయనను ఎవరైతే విశ్వసిస్తున్నారో ఆయనను ఎవరైతే వెంబడిస్తున్నారో ఆయన ఏ విధంగా పరిపూర్ణుడో ఆ పరిపూర్ణతలోనికి మనం కూడా ఏం చేయబడాలి మనం కూడా ఆ విధంగా మార్చబడాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇక్కడ మనము ఆ మాట చెప్పిన తర్వాత యాకోబ్ అంటాడు ఎవడైనాను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు తన సర్వ శరీరమును చాలు ఇక్కడ నాలుగవదిగా మనం ధ్యానిస్తున్నప్పుడు మన మాటల్లో మనం పరిపూర్ణత గలవారమై ఉండాలి ఇక్కడ వాస్తవానికి మనకున్న తెలుగు బైబిల్స్లో అక్కడ రాయబడింది ఏంటంటే ఎవడైనానో మాట ఎందు తప్పని ఎడల వాడు లోపము లేని వాడై ఉండును అంటే ఇంగ్లీష్లో ఏమనుందంటే he is a perfect man అని ఉంది అంటే వాడు పరిపూర్ణుడని తెలుగులో కొత్తగా ఇంకో తర్జుమా వచ్చింది ఆ తర్జుమాలో అసలు ఏ విధంగా ఇంగ్లీష్లో ఎలా ఉందో ఉన్నది ఉన్నట్టుగా తర్జుమా చేయబడింది ఒకసారి నేను చదువుతాను దాన్ని రెండో వచనము మనమంతా ఎన్నో తప్పులు చేస్తుంటాం తాను ఆడే మాటలో ఏ తప్పు చేయని వాడు పరిపూర్ణుడు అలాంటి వాడు కళ్ళం వేసి తన శరీరాన్ని అదుపులో పెట్టుకోగలడు అని అర్థం ఇది ఒక ట్రాన్స్లేషన్లో రాయబడినటువంటి మాట ఏం రాయబడింది అంటే ఎవడైనాను మాటలో ఏ తప్పు చేయకుండా ఉంటే అలాంటి వాడు ఎవడంటే పరిపూర్ణుడు హలలుయా పరిపూర్ణత గురించి నేర్చుకుంటున్నాం పరిపూర్ణతలో ఏ విధంగా మనం పరిపూర్ణలం అవ్వాలని నేర్చుకుంటున్నాం మాటల్లో ఎవడైతే తప్పిపోకుండా ఉంటాడో మాటల్లో ఎవడైతే యథార్థంగా ఉంటారో మాటల్లో ఎవరైతే ఒక ఆత్మీయమైనటువంటి సంభాషణలు కలిగి ఉంటారో అట్టివారు పరిపూర్ణులని దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి హలలుయా యేసుప్రభు వారి జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన ప్రేమలో పరిపూర్ణుడని చూసుకున్నాం మంచి కార్యాలు చేయటంలో పరిపూర్ణుడని చూసుకున్నాం విధేయత చూపించటంలో ఆయన పరిపూర్ణుడని చూసుకున్నాము అలాగే ఆయన మాటలాడటంలో కూడా ఆయన మాటల్లో ప్రేమ కలిగినటువంటి మాటలుగా ఉండేవి ఆయన మాటలు జాలి కలిగినటువంటి మాటలుగా ఉండేవి ఆయన మాటలు ఆత్మీయ సంభాషణలు కలిగినటువంటి మాటలుగా ఉండేవన్నమాట హలలుయ అట్టి మాదిరి మన ముందు ఉంచినప్పుడు మన మాటలు కూడా ఏ విధంగా ఉండాలంటే ఆత్మ సంబంధమైనటువంటి మాటలు కలిగిన వారమై ఉండాలి హలలుయ అయితే ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఉంది ఒక ఫిలాసఫీ ఉంది a perfect man can easily bear with imperfect people అని అంటే ఒక పరిపూర్ణుడైనటువంటి వ్యక్తి మాత్రమే అపరిపూర్ణమైనటువంటి వారి మధ్య వారిని సహించుచు వారిని ఓర్చుకొనుచు వారిని భరించుచు వారి మధ్య జీవించగలడని అర్థం అంటే ఆ వి దానికి తగినటువంటి వ్యక్తి లోకంలో ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు అయినటువంటి యేసు ప్రభువే ఈ లోకంలో యాకోబంటున్నట్టుగా మనమందరము తప్పిపోవచ్చున్నాము రోమపత్రికలు అంటారు మనమందరము పాపులమై ఉన్నాము ఏ పాపము లేనివాడు ఒక్కడు కూడా లేడు అటువంటి ఇంపర్ఫెక్ట్ అయినటువంటి అపరిపూర్ణమైనటువంటి ప్రజల మధ్య ఒకడు భరిస్తూ వాళ్ళని భరిస్తూ వాళ్ళని సహిస్తూ వాళ్ళ మధ్య యథార్థంగా జీవించాలంటే ఎటువంటి వ్యక్తి వల్ల సాధ్యం అంటే ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తి మాత్రమే సాధ్యము ఆ పరిపూర్ణమైనటువంటి వ్యక్తి మరెవరో కాదు మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు హలలుయ ఆయన పరిపూర్ణుడు గనుక మన అపరిపూర్ణతను భరించి మన బలహీనతలను సహించి మన మధ్య ఈ లోకంలో నివసించడానికి ఆయన ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు మనము మా పర్ఫెక్ట్ పీపుల్ మాత్రమే ఇంపర్ఫెక్ట్ పీపుల్ని భరించగలరు అంటే పరిపూర్ణమైనటువంటి వారు అంటే అన్నిటిలో మంచి జీవితాన్ని జీవించేవారు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేవారు మాత్రమే బలహీనతలు గల వారిని ప్రేమించగలరు లేకపోతే అపరిపూర్ణముగా జీవించే వారిని భరించి వారిని సహించి ముందుకు కొనసాగగలరు అయితే మనము అనేక మార్లు మన తోటి సహోదరులతో ఎందుకు ఏకీభవించలేకపోతున్నామంటే వారి బలహీనతలను మనం ఎందుకు సహించలేకపోతున్నామంటే వారి అపరి అపరిపూర్ణతను చూసి మనం ఎందుకు వేలెత్తి వారిని నిందిస్తున్నామంటే మనము పరిపూర్ణలము కాదు ఆమెన్ అందుకే ఒక ఒక స్టేట్మెంట్ ఉంటుంది మనము మరొకరిని వేలెత్తి చూపించినప్పుడు మిగతా మూడు వేలు ఏమవుతాయంట మన వెంక చూపిస్తూ ఉంటాయి సాధారణంగా ఇతరుల్ని బలహీనతలు ఎత్తి చూపించేవాడు ఇతరుల నిందలు మోపేవాడు ఇతరుల మీద వారి బలహీనతలు భరించలేనివాడు వాస్తవానికి వాడే అపరిపూర్ణుడు హలలుయా ఒక పరిపూర్ణుడైనటువంటి వాడు ఖచ్చితంగా బలహీనతలు కలిగినటువంటి వాడిని సహించి వారితో ముందుకు కొనసాగడానికి ఇష్టపడతాడు అలా జీవించిన వాడి లోకంలో ఎవడైనా ఉన్నాడంటే మనం ఆరాధించే ప్రభు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే హలలుయ అందుకనే ఆయనకు ఒక పేరుంది పాపులకు ఎవరు పాపులకు స్నేహితుడని మీన్ పాపులే బలహీనులే అన్ని అన్ని విషయాల్లో ఏదో ఒక విషయంలో తప్పిపోయిన వారే కానీ వారి మధ్య జీవిస్తూ వారిని సహిస్తూ వారిని భరిస్తూ జీవించడానికి ఇష్టపడినటువంటి వాడు హలలుయా కానీ మనము మన తోటి సహోదరులతో ఎందుకు ఐక్యత లేనటువంటి జీవితాలు కలిగి ఉన్నామంటే మన తోటి సహోదరులతో ఎందుకు ఏకీభవించలేకపోతున్నామంటే మన తోటి వ్యక్తుల యొక్క బలహీనతలు ఎందుకు మనము భరించలేకపోతున్నామంటే వారి బలహీనతలు చూడగానే మనకెక్కడో మండుతూ ఉంటుంది ఆడేంటి వాడేంటి అలా చేశాడు ఆమె ఏంటి ఆ స్త్రీ ఏంటి అలా మాట్లాడుతుంది అని ఎంతసేపు వాళ్ళని నిందించడానికే ఇష్టపడుతూ ఉంటాము కానీ అలా అలా ఇష్టపడుతున్నామంటే దాని అర్థం ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ మనము ఇంపర్ఫెక్ట్ అనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి హలోలుయ మనము అపరిపూర్ణలమనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి ఇక్కడ అయితే యాకోబు ఇక్కడ ఈ వచనంలో మనకు నేర్పిస్తూ అంటాడు మనమందరము అనేక విషయాల్లో ఏం చేస్తున్నాము తప్పిపోతున్నాము అని చెప్పి ఎవడైతే మాటలో తప్పిపోకుండా ఉంటాడో ఎవడైతే మాటలో యథార్థంగా నిలిచి ఉండగలడో అట్టివాడు ఎవ పరిపూర్ణుడని యాకోబు తన పత్రికలో మనకు నేర్పిస్తూ ఉన్నాడు హలలుయా మనము అపరిపూర్ణలం కనుకనే ఇతర అపరి అపరిపూర్ణతను లేకపోతే ఇతరుల బలహీనతలను మనం సహించలేకపోతున్నాం అందుకే మత్తయ్య సువార్త ఏడో అధ్యాయంలో యేసు వారు నేర్పిస్తూ అంటారు కదా మన కంటిలో దూలం ఉండగా మన సహోదరుని కంటిలో నలుసును వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును నువ్వు సరి చేసుకో అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు ఏం చేయిస్తారు నీకు తేటగా కనబడనని నీ వారు అక్కడ మనకు నేర్పిస్తున్నారు ఫస్ట్ క్లియర్ ఎవర్ సెల్ఫ్ మొదటిగా మనల్ని మనము శుద్ధిపరచుకోవాలి మొదటిగా మనల్ని మనము పరిపూర్ణలముగా మనము మన జీవితాలను మార్చుకోవాలి అప్పుడు కానీ ఇతరుల జీవితాలను ఇతరుల అపరిపూర్ణతను ఇతరుల బలహీనతలు భరించే శక్తిని దేవుడు మనకిస్తాడు వాళ్ళని కూడా ఆ అపరిపూర్ణత నుంచి పరిపూర్ణతలోనికి నడిపించడానికి దేవుడు మనకి శ్రేష్టమైనటువంటి చూపును దేవుడు మనకిస్తాడని దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి హలలుయ యేసుప్రభు వారు ఉన్నాడు మనం కూడా ఆయన ఆయన ఆధారం చేసుకుంటూ మన వ్యక్తిగత జీవితాల్లో ముందు పరిపూర్ణమై ఉండాలి ఇక్కడ మన మాటలో మనము ఎలాగుండాలంటే యథార్థంగా ఉండాలి మనము యథార్థంగా ఉన్నట్లయితే మనము పరిపూర్ణలముగా ఉంటామని దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి అయితే మన మాట మన స్వభావాన్ని స్వభావం ఏంటో మనకి తెలియజేస్తుంది your speech decides your character అని అంటాడు అంటే నీ నువ్వు మాట్లాడే విధానం ద్వారా నువ్వు ఇతరులతో సంభాషించే సంభాషణ ద్వారా నీ స్వభావం ఏంటో నీ స్వభావము నీ జీవిత వైఖరి ఏంటో తీర్మానం చేయబడుతుందని మనం నేర్చుకుంటూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక రెఫరెన్స్లు ఉన్నాయి రెండు రకాలైనటువంటి మాటలు ఉంటాయి మొదటి మొదటిగా జ్ఞానులు ఏ విధంగా మాట్లాడతారో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది అంటే ఆత్మ సంబంధమైనటువంటి వారు ఏ విధంగా మాట్లాడతారో రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో దుష్టులైనటువంటి వారి మాటలు ఏ విధంగా ఉన్నాయో రాయబడి ఉంది అలాగే జ్ఞానులు ఆత్మ సంబంధమైన వారి మాటలు ఏ ఏ విధంగా ఉంటాయో కూడా రాయబడి ఉంది రాసుకుంటున్న వారికి వారి కోసం నేను త్వర త్వరగా రెఫరెన్స్లు మాత్రం గుర్తు చేస్తాను చదవక్కర్లేదు యోబు యోబు గ్రంథం పదహారో అధ్యాయం మూడో వచనంలో దుష్టుల మాటలు గాలి మాటలుగా ఉంటాయని రాస్తున్నాడు సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం మొదటి వచనంలో దుష్టుల మాటలు ఇతరులను నొప్పించే మాటలుగా ఉంటాయని రాస్తున్నాడు సామెతల గ్రంథం ఇరవై తొమ్మిది ఇరవయో వచనంలో అంటాడు దుష్టుల యొక్క మాటలు వారు ఆతృతపడి త్వరపడి మాట్లాడతారని రాస్తున్నాడు అలాగే మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయం పదమూడవ విషయంలో దుష్టుల యొక్క మాటలు గర్వపు మాటలుగా ఉంటాయని రాస్తున్నాడు కొలసి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ విషయంలో దుష్టుల యొక్క మాటలు ప్రలోభ పెట్టే మాటలుగా ఉంటాయని రాస్తున్నాడు మొదటి దశలోనికి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ విషయంలో దుష్టుల యొక్క మాటలు ఇచ్చకపు మాటలు వలె ఉంటాయని రాస్తూ ఉన్నాడు రెండో పేతృపత్రిక రెండవ అధ్యాయం మూడవ విషయంలో దుష్టుల యొక్క మాటలు కపటపు మాటలుగా ఉంటాయి అని రాస్తూ ఉన్నాడు రెండో పైతృపత్రిక రెండవ అధ్యాయమే పద పద్దెనిమిదవ వచనంలో అంటాడు దుష్టుల మాటలు డంబపు మాటలుగా ఉంటాయి అని రాస్తూ ఉన్నాడు మూడవ యోహాను పత్రిక పదవ వచనంలో దుష్టుల యొక్క మాటలు చెడ్డ మాటలుగా ఉంటాయని రాస్తున్నాడు అయితే జ్ఞానుల యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యోగ ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో అంటాడు జ్ఞానుల మాటలు యథార్థమైన మాటలుగా ఉంటాయి సామెతల గ్రంథం పదహారో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో అంటాడు జ్ఞానుల మాటలు ఇంపైన మాటలుగా ఉంటాయి సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము పదకొండవ వచనంలో అంటాడు జ్ఞానుల మాటలు ఆత్మీయుల మాటలు సమయోచితమైనటువంటి మాటలుగా ఉంటాయి జ్ఞానుల మాటలు ప్రసంగి గ్రంథం పదవ అధ్యాయం పన్నెండవ వచనంలో అంటారు దయతో కూడినటువంటి మాటలుగా ఉంటాయి అదే ప్రసంగి గ్రంథం పన్నెండో అధ్యాయం పదకొండో వచనంలో అంటాడు జ్ఞానుల యొక్క మాటలు ఇతరులకు స్ఫూర్తినిచ్చే మాటలుగా ఉంటాయి మర్చిపోజాలని మాటలుగా ఉంటాయి అలాగే యషయ గ్రంథం యాభై అధ్యాయము నాలుగో వచనంలో అంటాడు జ్ఞానుల యొక్క మాటలు ఇతరులని ఆదరించే మాటలుగా ఉంటాయని ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానుల యొక్క మాటలు ఏ విధంగా ఉంటాయో లేకపోతే అజ్ఞానుల యొక్క మాటలు మూర్ఖుల యొక్క మాటలు దుష్టుల యొక్క మాటలు ఏ విధంగా ఉంటాయో పరిశుద్ధ గ్రంథంలో తేట తెల్లగా రాయబడి ఉంది అయితే మనము ఏ విధమైనటువంటి మాటను కలిగి ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకుంటే మన మాటలు మన స్వభావాన్ని తీర్మానం చేస్తాయి మన మాటలు ఏ విధంగా ఉన్నాయో మన జీవిత వైఖరి ఆ విధంగా ఉంటుందని మనము ఒక వ్యక్తిని చూసి అనలైజ్ చేయొచ్చు ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అతని జీవితం గురించి మనం చరిత్ర అంతా తెలుసుకోనక్కర్లేదు అతను మాట్లాడే విధానము అతని మాటల్లో ఉండే ఆ సౌమ్యత ఆ అతని మాటల్లో ఉండే ఆ ఆ సంభాషణలోనే అతని జీవితం ఏ విధమైనటువంటిదో మనము అవగాహనకి రావచ్చు అనమాట అయితే ఆత్మ సంబంధమైనటువంటి మనము ఆత్మీయులమైనటువంటి మనము పరిపూర్ణతను గమ్యంగా పెట్టుకొని మనం జీవించినప్పుడు మన మాటలు ఏ విధంగా ఉండాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి మాటలుగా ఉండాలి హలలుయ జ్ఞానుల యొక్క మాటలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉండాలి హలలుయ జ్ఞానులు యథార్థమైనటువంటి మాటలు కలిగి ఉంటారు జ్ఞానులు ఇతరులకు ఇంపైనటువంటి మాటలు చెబుతూ ఉంటారు జ్ఞానులు లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి వారు ఇతరులను ప్రోత్సహించే మాటలు చెబుతూ ఉంటారు జ్ఞానులు ఇతరులకు స్ఫూర్తినిచ్చే మాటలు కలిగి ఉంటారు ఈ విధంగా మనము ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన మాటలు ఏ విధంగా ఉండాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉందంటే ఆత్మ సంబంధమైనటువంటి మాటలుగా ఉండాలని దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి హలలుయా ఒకసారి ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయం ఏడో వచనంలోనికి వెళ్దాం ఆరు ఏడు చాలు ఒకసారి మరలా మెల్లగా అందరికి అర్థమయ్యే విధంగా చదవండి ఒకసారి నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి నీ ఇంట నువ్వు కూర్చుండినప్పుడు త్రోవను నడుచున్నప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గురించి ఏం చేయాలంట మాట్లాడవలన హలలుయా ఆత్మ సంబంధమైనటువంటి వారి మాటలు ఎటువంటి మాటలుగా ఉంటాయి అంటే దేవుడు ఏవైతే మనకి ఆజ్ఞాపించాడో దేవుడు ఏవైతే మనకి ఆ దేవుని లేఖనాల ద్వారా మనకి నేర్పిస్తూ ఉన్నాడో అవి మన మాటల ద్వారా మనం ఇంటికాడ ఉన్నప్పుడు కానీ ఏమంటున్నాడు మనం త్రోవలో ఉన్నప్పుడు కానీ మనం పండుకున్నప్పుడు కానీ మనం లేచినప్పుడు కానీ మన మాటల్లో ఏముండాలంట దేవుని వాక్యం ఉండాలి ఆత్మ సంబంధమైనటువంటి మాటలు ఉండాలి హలలుయా ఈ పగటి వేళ చాలామంది ఈ ఇటు ఈ విధంగా ఉండరు చాలామంది ఏంటంటే మందిరానికి వచ్చినప్పుడు చాలా భక్తిగా మాట్లాడతారు చాలా అబ్బో పాస్టర్ గారు దేవుడు మా మా జీవితంలో అది చేశాడండి ఇది చేశాడండి అని చాలా రకాలుగా చెప్తారు ఇంటికి వెళ్తే కనీసం వాళ్ళ పిల్లలకి ఆత్మ సంబంధమైనటువంటి ఒక్క మాట కూడా చెప్పరు దేవుని వాక్యం నేర్పించరు అక్కడ ఏమంటున్నాడంటే నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి నీ కుమారులకు వాటిని నేర్పించాలి నీ కుమారులకు వాటిని వాటి గురించి నువ్వు చెప్పాలి వాటి యొక్క శ్రేష్టత వాటి యొక్క మూల్యం ఏంటో నువ్వు నేర్పించాలి నీ బిడ్డలకు నువ్వు నేర్పించకపోతే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు ఏదో చెప్పేసి వదిలేయడం కాడదు అక్కడ ఏమంటున్నాడంటే అభ్యసింప చేయాలంటే అభ్యసింప చేయడం అంటే ఎక్సర్సైజ్ చేపించాలి స్కూల్కి వెళ్తున్న బిడ్డలు వాళ్ళకి టీచర్లు హోంవర్క్లు ఎలా ఇస్తారు తిరిగి ఇంటికి వచ్చి కూడా ఏం చేయాలి హోంవర్క్లు గీకుతూ ఉండాలి అలాగా బిడ్డల్ని దేవుని మాటల ద్వారా అభ్యసింప చేయాలి వాళ్ళు ఏదో సండే స్కూల్కి వచ్చినప్పుడే కాదు వాళ్ళకి ఏదో యూత్ మీటింగ్కి వచ్చినప్పుడే కాదు వాళ్ళు ఏదో మందిరానికి వచ్చినప్పుడే కాదు వారి ఇంటిలో ఉన్నప్పుడు నీకున్న తల్లిదండ్రులుగా మీకున్న బాధ్యత ఏంటంటే దేవుని వాక్యాలు వారికి అభ్యసింప చేయవలసిన బాధ్యత దేవుడు నీకు నాకు ఇచ్చినాడు హలలుయ చాలామంది ఇళ్లలో వాళ్ళ పిల్లలకి వాళ్ళ కుమారులకి వాళ్ళ బిడ్డలకి దేవుని గురించి చెప్పరు దేవుని వాక్యం నేర్పించరు ప్రార్థనా జీవితం ఉండదు మందిరానికి వచ్చి దైవజనుడు మాత్రం అన్నీ నేర్పించేయాలి అన్నీ చేయాలి అని మాత్రం అంటూ ఉంటారు చాలా విచారకరమైనటువంటి సంగతి నీ బాధ్యత ఏంటి నీ బిడ్డల పట్ల వారికి దేవుని మాటలను ఏం చేయాలి మారం చేస్తే చీపురు కట్టు తిరిగేసి కొట్టాలి దేవుడు నీకు ఆ అధికారం ఇచ్చాడు మాకివ్వలా మేము ఆ పని చేయలేము మీ ఇంటికి వచ్చి <laughs> దేవుడు మీకు ఆ అధికారం ఇచ్చాడు దేవుడు మీకు ఆ బాధ్యత ఇచ్చాడు వారిని కొట్టైనా సరే దేవునిలోనికి నడిపించే ఆ బాధ్యత మీకుంది హలలుయా నీ మాటలు ఎలాగుండాలంటే అక్కడ ఏమంటున్నాడంటే మీరు మీ ఇంట కూర్చున్నప్పుడు కూడా ఆ దేవుడు మీకేవైతే ఆజ్ఞాపించాడో దేవుడు మీకు ఏవైతే నేర్పించాడో వాటిని మీరేం చేయాలి మీ కుమారులకు అభ్యసింప చేయాలి మీరెంట కూర్చున్నప్పుడు వాటినే మాట్లాడాలి మీరు త్రోవను నడిచినప్పుడు మీరు వాటినే మాట్లాడాలి మీరు పండుకున్నప్పుడైనా మీరు లేచినప్పుడైనా దేవుని గురించిన మాటలు మాట్లాడడానికి మీరు సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది హలలుయ ఆత్మీయులకు ఆత్మీయమైనటువంటి సంభాషణ కలిగి ఉండాలి హలలుగా చాలామంది ఆత్మీయ సంభాషణలు ఉండవు ఎంతసేపు ఎవరో ఒకరి మీద నిందలు మోపటము చాడీలు చెప్పడం గాసిప్లు చేయడం చాలా ఇష్టం కానీ దేవుని వాక్యం ఏంటంటే ఏమంటుందంటే మన మాటలు ఆత్మ సంబంధమైనటువంటి మాటలుగా ఉండాలి మన మాటలు అదొక అదొక హ్యాబిట్గా మారాలి మన జీవితంలో దేవుని గురించిన మాటలు మాట్లాడటంలో మన పిల్లలతో కావచ్చు బంధువులతో కావద్దు కావచ్చు మన తోటి విశ్వాసులతో కావచ్చు ఆత్మ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడడం మనకొక అదొక హ్యాబిట్గా మారాలి అదొక హాబీగా మారాలి హలలుయా ఎప్పుడైతే అటువంటి జీవితం అటువంటి మాటలు కలిగినటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావో అప్పుడు నీ జీవితం పరిపూర్ణతలోనికి నువ్వు నడుచుకునే అవకాశం ఉందని యాకోబు తన పత్రికల్లో మనకు నేర్పిస్తూ ఉన్నాడు హలలుయా అక్కడ యాకూబ్ అంటాడు నీ మాటలు నువ్వు నువ్వు మాటలు తప్పిపోకుండా ఉంటే నువ్వు పరిపూర్ణుడుగా ఉంటావు నువ్వు ఆ పరిపూర్ణత నీ మాటల ద్వారా కలిగినట్లయితే ఎందుకంటే అక్కడ అంటాడు ఆ మాట నీ సర్వ శరీరమును ఏం చేస్తుందంట స్వాధీనపరుచుకున్న శక్తి గలది హలలుయా నీ మాటకు శక్తి ఉంది నీ నాలుకకు శక్తి ఉంది నువ్వు ఏదైతే మాట్లాడతావో నువ్వే ఏమైతే పలుకుతావో అది నీ శరీరం అంతటిని స్వాధీనపరుచుకునే శక్తి కలిగినటువంటిది హలలుయ ఈరోజు నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి మాటలు నీ మాటలో నీ నోటిలో ఉండగలిగితే నీ జీవితం ఆత్మ సంబంధమైనటువంటి మార్గంలో వెళ్తుంది నీ మాటలు ఒకవేళ ఆ అజ్ఞానుల వలె గాలి మాటలు అజ్ఞానుల వలె మూర్ఖపు మాటలు అజ్ఞానుల వలె గర్వించే మాటలు నీ జీవితంలో ఉన్నట్లయితే నీ జీవితం మొత్తం ఎటువైపు వెళ్తుందంటే అజ్ఞానపు దిశలోనికి అపరిపూర్ణతలో నువ్వు జీవిస్తున్నావు ఇంపర్ఫెక్షన్లో నువ్వు జీవిస్తున్నావు అన్న సత్యాన్ని నువ్వు గుర్తించాలి ఇప్పటి వేళ హలలుయా ఈ పగటి వేళ నువ్వు పరిపూర్ణతలోనికి రావాలంటే నీ మాటలు అలాగ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఎక్కడున్నా నీ మాటలు ఆత్మ సంబంధమైనటువంటి మాటలుగా ఉండాలి హలలుయ అక్కడ చాలా విషయాలు యాకోబు తన పత్రికలో నేర్పిస్తున్నాడు నీ మాటలు నీ శరీరం అంతటిని కంట్రోల్లో పెట్టుద్ది అంటే నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడితే నీ నువ్వు నీ మాట ఆత్మ సంబంధమైనదైతే నీ కళ్ళు ఆత్మ సంబంధమైనదిగా ఉంటుంది నీ కాళ్ళు ఆత్మ సంబంధమైనదిగా ఉంటుంది నీ చేతులు ఆత్మ సంబంధమైనవిగా ఉంటాయి నీ సర్వ శరీరం ఎలాగొందుంటుందంట ఆ నీ మాటలు స్వాధీనపరుచుకొని ఉంటాయి గనక నువ్వు ఆత్మ సంబంధముగా జీవించాలి అనుకుంటే నీ మాటలు ముందుగా ఆత్మ సంబంధమైనవిగా ఉండాలి హలెలుయా ఇక్కడ మనము కిందకి మనం చదువుకుంటూ వెళ్తే ఆ విషయం మరి యాకబు తన పత్రికలో నేర్పిస్తూ అక్కడ రెండు ఉదాహరణలు మనకు చెప్తాడు మూడు నాలుగు వచనాలలో రెండు ఉదాహరణలు మనకు నేర్పిస్తాడు ఒకటి గుర్రములు రెండవది ఓడ అనే రెండు ఉదాహరణలు మన ముందుంచి గుర్రములు ఒకసారి చదవండి గుర్రములు మనకు లోబడుటకై ఆ గుర్రము యొక్క నోటికి కళ్ళెము పెట్టి చూడుడి చాలు ఇక్కడ రెండు ఉదాహరణలు యాకోబు వాడుతున్నాడు మన నాలుక మన అంతటిని కంట్రోల్లో ఉంచుతుంది అనడానికి ఉదాహరణగా రెండు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు ఏంటంటే మొదటిగా గుర్రం ఉంటే ఆ గుర్రం అంతా కూడా తన శరీరం అంతా కూడా మన కంట్రోల్లో ఉండాలి అంటే ఏం చేస్తారంటే ఆ గుర్రము నోటికి ఏం చేస్తారు కళ్ళెం పెడతారు ఆ కళ్ళెం పెడితే ఆ కళ్ళెము మనం ఎట్టు పట్టుకొని ఎట్టు లాగితే ఆ శరీ దాని శరీరం అంతా అటువైపుకి తిప్పుతుందనమాట హలలుయ అలాగే ఓడ కూడా ఓడకేముంటుందంట ఒక చుక్క చిన్నదకు ఒక చుక్క అని ఉంటుంది ఆ పడవంతా ఒకసారి ఇలా త్రిప్పాలి అంటే ఆ ఒక్క చిన్న చుక్కాని చేత ఏం చేస్తారు త్రిప్పుబడుతుంది హలలుయ కాబట్టి అది రెండు ఉదాహరణలు మాత్రము యాకోబు అక్కడ వాడుతున్నట్లుగా మనం చూడగలము ఏంటంటే దానివల్ల మనకు అర్థమయ్యేది మన నాలుక చాలా శక్తివంతమైనది మన జీవితాన్నే మార్చగలగడానికి శక్తివంతమైనది మన నాలుక మన జీవితము మన సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకొని మనము ఏ విధంగా జీవించాలో మన మాట మన నాలుక ద్వారా తీర్మానం చేయబడుతుంది హలలుయ అందుకే అంటాడు your speech decides your character అని మన మాటలు మన మనం మాట్లాడే సంభాషణలు మన స్వభావం ఏంటో తెలియజేస్తుందంట హలలుయా ఈ రోజున నువ్వు ఒక విశ్వాసిగా జీవించదలిచావా ఈ రోజున నువ్వు ఒక ఆత్మీయురాలుగా జీవించదలిచావా ఒక పరిపూర్ణతలోనికి రావాలనే ఆశపడుతున్నావా నీ మాటలు ఎలాగుండాలని యాకోబు నేర్పిస్తున్నాడంటే ఆత్మ సంబంధమైనటువంటి మాటలుగా ఉండాలి అది ఏ విధమైన ఏ విధంగా కూడా మాట ఎందు తప్పుడు తప్పు తప్పకుండా ఉన్నట్లయితే అప్పుడు నువ్వేం చేయబడతావంటే పరిపూర్ణతలోనికి తేబడతావని యాకోబు మనకు అక్కడ నేర్పిస్తున్నాడు మన నాలుక చాలా శక్తివంతమైనది ఆ కిందకి అలాగే చెప్పుకుంటూ వస్తూ ఐదు నుంచి ఎనిమిది వరకు ఉన్న వచ్చిన భాగాల్లో మన నాలుక యొక్క ప్రత్యేకతల గురించి యాకబ్ అక్కడ వివరిస్తున్నాడు చదవక్కర్లేదు నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను అక్కడ ఐదో వచనంలో అంటాడు మన నాలుక చాలా చిన్న అవయవమే కానీ అది బహుగా ఏం చేస్తుంది అదిరిపడును తర్వాత ఆరో వచనంలో అంటాడు మన నాలుక అగ్నితో సమానము ఆ అగ్ని ఒక అడవంతటిని ఎలాగా ఒక చిన్న నిప్పుతో అడవంతటిని ఎలా ఏ విధంగా కాల్చగల శక్తి గలదో ఆ విధంగా మన నాలుక మన శరీరం అంతటిని మాలిన్యంలోనికి నడిపించే శక్తి గలది మన నాలుక అని నేర్పిస్తూ ఉన్నాడు తర్వాత ఆ ఏడవ వచనంలోను ఎనిమిదవ వచనంలోను అంటాడు మన నాలుక మరణకరమైనటువంటి విషముతో నిండినది అని మనకు నేర్పిస్తూ ఉన్నాడు హలలుయ మన నాలుగు కొండే మూడు ప్రత్యేకతలు రాస్తున్నాడు మన నాలుక బహుగా అదిరిపడుతుంది మన నాలుక మాలిన్యము కలుగజేసే అవకాశం ఉండే నాలుక మన నాలుక మరణకరమైనటువంటి విషముతో కూడినటువంటి నాలుక అని ఆ మూడు ఆ నాలుగు వచనాల ద్వారా యాకోబు పత్రిక మనకు నేర్పిస్తున్నాడు ఉన్నాడు ఇంత గొప్ప నాలుక ఇంత శక్తివంతమైనటువంటి నాలుకను దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆత్మీయులమైన మనము మన పరిపూర్ణతలోనికి రావాలి అంటే ఏ విధంగా ఉపయోగించాలో యాకోబు రాస్తూ ఉన్నాడు హలలుయ యాకోబు మనకు నేర్పిస్తూ ఉన్నాడు హలలుయ మన నాలుక శక్తి గలది అందుకే పాత నిబంధనలో దేవుడు అంటాడు మన నోట దేవుడు ఏముంచాడంటే ఆశీర్వాదమును శాపము కూడా ఉంచాడు మనం మన నాలుకతో ఒకరిని ఆశీర్వదిస్తే ఖచ్చితంగా అతను ఆశీర్వదించబడతాడు లేదు మన నాలుకతో మనము ఒక వ్యక్తిని శపించామనుకోండి ఆ వ్యక్తి శపించబడే అవకాశం ఉంది అంత గొప్ప శక్తి కలిగినటువంటిది మన నాలుక హలలుయ అయితే ఆత్మ సంబంధమైనటువంటి మన శపించకూడదు శపించడానికి పిలువబడలేదు గాలి మాటలు చెప్పడానికి పిలువబడలేదు అజ్ఞానపు మాటలు మాట్లాడడానికి పిలువబడలేదు ఇతరుల గురించి దూషించడానికి పిలువబడలేదు ఇతరుల గురించి లేనిపోనివి చాడీలు చెప్పడానికి మనం పిలువబడలేదు కానీ దేవుని వాక్యం మనకు నేర్పించేది ఏంటంటే మనం ఆత్మీయులము ఆత్మ సంబంధమైనటువంటి మాటలు కలిగి ఉండడానికి కొరకే మనం పిలువబడ్డామన్న సత్యాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాయి హలలుయా మన మాటలు శ్రేష్టముగా ఉండాలి మన మాటల్లో తప్పిదాలు ఉండకూడదు ఒకవేళ ఏ విధమైనటువంటి తప్పిదం ఒకవేళ మన జీవితంలో ఉన్నట్లయితే అది సరి చేసుకునే అవకాశం ఈ పగటి వేళ మన దేవునికి మనమిద్దాం ఇక్కడ మూడు రకాలైనటువంటి ప్రత్యేకతలు మన నాలుగు గురించి యాకోబు నేర్పిస్తా అంటాడు తర్వాత తొమ్మిది నుంచి పన్నెండు వరకు వచ్చిన భాగాల్లో అంటాడు మీరు వేషధారులు వలె ఉండకూడదు వేషధారులు అక్కడ ఏమంటాడంటే మీరేం చేస్తారంటే తండ్రి తండ్రి ఏంటంటే ప్రభువును మీరు ఏం చేస్తారు స్థుతిస్తారు అదే నాలుకతో మీరు బయటికి వెళ్ళి ఏం చేస్తారు మనుషులను శపిస్తారు తర్వాత ఒక నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును వస్తవా నా సహోదరులారా ఇలాగుండకూడదు ఊరునా నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను కాయున అటువలనే చాలు ఇక్కడ మనము వేషధారుల వలె ఉండకూడదని ఆ దేవుని మాటల్లో నుంచి మనం గ్రహించగలము వేషధారులే ఆ విధంగానే ఉంటారు ఒక్క నోటి నుండే దేవుణ్ణి స్థుతించగలరు మరొక వైపు మందిరం నుంచి బయటికి వెళ్ళగానే అదే నోటి నుంచి ఏం చేస్తారంటే మనుషుల్ని క్షపిస్తారు ఆ విధంగా నువ్వు జీవితం ఉన్నట్లయితే నువ్వు దేవుని సన్నిధిలో వేషధారివి ఆమె నువ్వు దేవునిని స్థుతించేవాడిగా ఉండాలి కానీ మనుషుల్ని శపించేవాడిగా ఉండకూడదు తర్వాత పదవచనంలో నువ్వు ఆశీర్వదించే వానిగా ఉండాలి కానీ శాపవచనం కలిగినటువంటి వానిగా ఉండకూడదని అక్కడ యాకోబు మనకి తేట తెల్లగా మనకి నేర్పిస్తూ ఉన్నాడు హలలియ ఆత్మ సంబంధమైనటువంటి వాడు ఆత్మ సంబంధమైనటువంటి మాటలను కలిగి ఉంటాడు ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కలిగినటువంటి వాడు ఆత్మ సంబంధమైనటువంటి ఆ సంభాషణ కలిగి ఉంటాడు ఆత్మ సంబంధంగా ఎవరైతే ఆ యేసు ప్రభు యొక్క పరిపూర్ణతలోనికి రావాలని ఆశపడతారో అట్టి వారు ఆ వారి మాటల్లో ఏ విధంగానూ తప్పిపోకుండా ఉండటానికి వారిని వారు జాగ్రత్త పడతారు హలలుయ ఇప్పటి వేళ మన జీవితంలో ఎక్కడైనా మన మాటల్లో లోపం ఉందా అనేది మనము గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటి వేళ మన జీవితంలో ఎక్కడైనా మన మాటల్లో మన సంభాషణలో దేవునికి ఇష్టము లేనిటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా అనేది మనం ఆలోచన చేయాలి మందిరానికి వచ్చినప్పుడు దేవుని స్థుతిస్తూ ఉన్నామా మంచిదే అదే నాలుకతో అదే మాటతో మందిరము వెలుపట మన తోటి విశ్వాసాలను మనం శపిస్తున్నామా మన తోటి విశ్వాసాలను మనం నిందిస్తున్నామా అట్టి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఒక వేషధారమని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది వేషధారిన కలిగినటువంటి జీవితాలు మనకి అక్కర్లేదు మనము ఆ దేవుని యొక్క పరిపూర్ణతలోనికి రాబడాలి అంటే యేసు ప్రభు కలిగినటువంటి ఆ సంపూర్ణతలోనికి నువ్వు నేను ఆ మార్చబడాలి అంటే నీ మాటలు ఎలాగ ఉండాలి యథార్థమైనవి ఉండాలి నీ మాటలు ఇంపైనటువంటి మాటలుగా ఉండాలి నీ మాటలు ఆత్మ సంబంధమైనటువంటి మాటలుగా ఉండాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ఇప్పటి వేళ ఎంతమంది ఇప్పటి వేళ మీ జీవితాలను సమర్పించుకోగలరు ఒకవేళ నా మాటలు తప్పు తప్పిదాలు ఉన్నాయి అని మీ హృదయంలో ఒకసారి మీరు అనలైజ్ చేసుకోండి పగటి వేళ మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి అందరూ కింద మోకరిద్దాం ఈ పగటి వేళ ఆత్మీయులు ఆత్మ జీవితాన్ని కలిగినటువంటి వారు వారి సంభాషణలు ఆత్మ సంబంధమైనవిగా ఉంటాయి ఆత్మ సంభాషణలు కలిగినటువంటి వారై ఉంటారు ఈ పగటి వేళ ఏదైనా విషయాల్లో మీ మాటల్లో ఎక్కడైనా తప్పిదము ఉందేమో మీ మాటల్లో మీ సంభాషణలో లోపం ఉందేమో ఎంత మటుకు ఇతరుల గురించి చాడీలు ఇతరుల గురించి నిందలు మోపుతూ జీవిస్తున్నారా దేవుణ్ణి సన్నిధికి వచ్చినప్పుడు దేవుణ్ణి స్థుతిస్తున్నారు కానీ ఇళ్లకు వెళ్తున్నప్పుడు మాత్రము తోటి విశ్వాసుల గురించి నిందలు మోపుతున్నారా తోటి విశ్వాసులను శపిస్తున్నారా ఈ పగటి వేళ మీ జీవితాలను కింద పరిశీలించుకోండి ఈ పగటి వేళ మీ జీవితాలను ఒకసారి అనలైజ్ చేసుకోండి దేవుడు అలాంటి జీవితాన్ని ఇష్టపడట్లేదు ఇప్పటి వేళ నువ్వు పరిపూర్ణతలోనికి రాబడాలి అంటే నీ మాటలు తప్పిపోకుండా నిన్ను నువ్వు జాగ్రత్తగా కాచుకోవాలని దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి ఎంతమంది ఇప్పటి వేళ మీ జీవితాలను సమర్పించుకుంటారు స్వరమితి దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం